nurses, Okay. um, my staff and my team completely. బాగున్నారా ఎట్లా ఉంది ఎన్ని రోజులు అయింది నన్ను గుర్తుపెట్టుకో. చెప్పండి నేను బాగున్నారా ఇవాళ మన రాజకీయం ప్రార్థించారు ఎక్కడ మీద ఎక్కడ నల్లగుంట లో అంత లోకల్ వాళ్ళు ఎట్లా ఉంది అమ్మాయి మీ వాళ్ళేనా నీకెట్లుందమ్మా దగ్గుందా తిన్నవేమన్నా భోజనం చేస్తున్నావు కదా మంచిగా తిన వీక్ కనబడుతున్నావు బాగా తిండి మంచిగా తినాలి ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండండి ఈ జబ్బు భయపడద్దు కడుపు నిండా తిండి తినాలి ధైర్యంగా ఉండాలి మెడిసిన్ వాడాలి ధైర్యంగా ఉండాలి సీతక్క నల్గొండ అన్న ఏ ఊరు నల్గొండనా కొడుకులు బిడ్డలున్నారా చూసుకుంటుందా నాకేం లేదు కానీ మరి నా బిడ్డ నాకు పెట్టుకో మీకు పండ్లు అవన్నీ తీసుకొచ్చారు ఈరోజు పండ్లు గిట్లు ఇస్తారు ఇవాళ మన వాళ్ళు అక్కడ మన వెంకటయ్య గారు చనిపోయి ఉండే కరోనా వచ్చి మన అబ్బాయి వాళ్ళ ఫాదరు ఆయన పేరు మీద వాళ్ళ పండ్లు గిట్ల పంచుతా ఉన్నాం ఇక్కడ సరే నాన్న జాగ్రత్త లేదు సీతక్క అంటారు నన్ను జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది ఏం లేదు నువ్వు ధైర్యంగా ఉండండి ఫస్ట్ తిండి తినాలి ధైర్యంగా ఉండాలి మంచిగా వాకింగ్ చేసుకోవాలి మెడిసిన్ తీసుకోవాలి ఇక్కడైనా కూడా ఇక్కడ ఇక్కడ వాకింగ్ చేసుకోండి ఏం కాదు ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే కొంచెం ఇట్లా బయట ఎన్ని రోజులు అయితే వచ్చి కాంగ్రెస్ బాగా చేస్తాను ప్రాంతం ప్రాంతం వాళ్ళ నాన్న చనిపోయింది రోజు భక్తులు వెళ్ళిపోయింది ఆయన కూడా కరోనాతో చనిపోయింది సరే అక్కడ రిపోర్ట్స్ అవి ఓకే డిసీజన్ కొంచెం ఇబ్బంది అయింది జాగ్రత్త వాళ్ళు విలేకరులు చాలామంది ఇదైపోయారు భయపడద్దు ఫస్ట్ భయపడకండి అన్న ఫస్ట్ ఏంటంటే డేరు ఉండాలి తిండి మంచిగా తినాలి కొద్దిగా వీలైనంత వరకు ఇందులో ఇందులో వాకింగ్ చేసుకోవాలి మంచిగా చెట్లు కూడా బయట ఉన్నాయి కదా కొద్దిగా ఆక్సిజన్ కూడా తీసుకుంటట్టు సరే అన్న జాగ్రత్త చనిపోయారు లేదు ఈరోజు బర్త్డే సందర్భంగా సోదరులు మరి నిరంతరం తమకు తెలిసినప్పటి నుంచి కూడా ప్రజలకు సేవ చేస్తూ మా అటవీ ప్రాంతాల బిడ్డలకు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నటువంటి క్రాంతి కిరణ్ క్రాంతి కిషోర్ వారి ఫాదరు విసంపల్లి వెంకటయ్య గారు మహబాద్ చెందినటువంటి వాస్తవ్యులు వారు గత కొన్ని నెలల క్రితం కరోనాతో మరణించడం జరిగింది వాస్తవానికి వారి ఉద్యమం నుంచి ఉద్యోగం ఉద్యోగంలో ఉన్నా కూడా ఉద్యమ జీవితాన్ని మర్చిపోకుండా నేర్చుకున్నటువంటి విలువలకు కట్టుబడి వారి పిల్లల్ని కూడా అదే రకంగా ప్రజల కోసం పనిచే చేసే విధంగా ప్రోత్సహించి మరి ఈరోజు వారు లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మన చేయితో ఉండాలి మన సహకారం ఉండాలని వారి యొక్క ఆశయానికి అనుగుణంగా ఈరోజు క్రాంతి కిషోర్ క్రాంతి కిరణ్ పనిచేయడం చాలా అభినందనీయం అదేవిధంగా ఈరోజు యొక్క వారి జన్మదినం సందర్భంగా నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మరి సిపిఎం రాష్ట్ర నాయకులు నాగన్న గారు మరి ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజ్ఞానమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి మరి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నందుకు వారిని మరొకసారి ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎక్కడున్నా కూడా ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి అందరం పనిచేద్దామని ¿Qué